నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వైకాపా సర్కార్ నిర్ణయం ఇకపై పైసా ఖర్చు లేకుండా లబ్దిదారులందరికీ ఇళ్లు ఏపీలో విత్తనాల కొరతపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న తెలుగుదేశం తిప్పికొట్టిన సర్కార్ ప్రజల ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలన్న జగన్ స్పందనలో వచ్చే వినతులకు రసీదులు ఇవ్వాలని ఆదేశాలు తెలంగాణలో అటవీ సిబ్బందిపై మరో దాడి భద్రాద్రి జిల్లాలో కర్రలతో కొట్టిన గిరిజనులు భద్రత కోసం ప్రభుత్వానికి ఐకాసా విజ్ఞప్తి ముంబై పరిసర ప్రాంతాలను ముంచెత్తిన వానలు వేరువేరు ఘటనల్లో ముప్పై ఒక్క మంది మృతి స్తంభించిన రవాణా వ్యవస్థ అధికారులపై భాజపా నేతల దాడులను ఖండించిన మోదీ హద్దు దాటితే ఉపేక్షించబోనని పార్టీ పార్లమెంటరీ భేటీలో స్పష్టీకరణ ఎన్నికలకు ముందు పథకాల పేరుతో నగదు పంపిణీపై సుప్రీంకోర్టు విచారణ ఈసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు బర్మింగ్హామ్ వన్డేలో శతకంతో రాణించిన రోహిత్ శర్మ మూడు వందల పద్నాలుగు పరుగులు చేసిన భారత్ లక్ష్య చేతనలో పోరాడుతున్న బంగ్లాదేశ్ ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలన్నదే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్న జగన్ గ్రామాల్లో ఇల్లు లేని వారందరికీ పార్టీలతో సంబంధం లేకుండా ఒకటి పాయింట్ రెండు సెంట్ల భూమి ఇస్తామని చెప్పారు పేదలకు ఒక్క పైసా ఖర్చు లేకుండా సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పారు వచ్చే ఏడాది నుంచి విడతల వారీగా ఇరవై లక్షల గృహాల నిర్మాణం చేపడతామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులపై సమీక్ష చేసి అవసరమైతే రివర్స్ టెండరింగ్కు వెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టులపై తొలిసారి రివర్స్ టెండరింగ్ ఆదేశాలు జారీ చేశారు పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశం హయాంలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపించిన ఆయన అందుకే రివర్స్ టెండరింగ్కు వెళ్తున్నట్లు పేర్కొన్నారు వెలగపూడి సచివాలయంలో పట్టణ గ్రామీణ గృహ నిర్మాణంపై సమీక్ష చేసిన జగన్ వచ్చే ఏడాది ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాల పంపిణీని చేసేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు శాచ్యురేషన్ విధానంలో ప్రతి గ్రామంలో లబ్దిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు లబ్దిదారునికి ప్రతి ఒక్కరికి ఒకటి పాయింట్ ఐదు సెంట్ల చొప్పున పంపిణీ చేస్తామని గ్రామ వాలంటీర్ల ద్వారా పారదర్శకంగా కార్యక్రమం చేపడతామని లబ్దిదారుల వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు వైకాపాకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించాలని లేని చోట ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు ఇస్తుందని జగన్ వెల్లడించారు వచ్చే ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలన్నారు ఉగాది నాటికల్లా ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తి చేయాలి చేయాలని స్పష్టం చేశారు లబ్దిదారుల ఎంపికలో పక్షపాతం అవినీతికి తావుండదని చెప్పారు గతంలో చెదరపాడుగు నిర్మాణం కోసం పదకొండు వందల రూపాయలయ్యే మొత్తాన్ని రెండు వేల మూడు వందలకు పెంచి దోచుకున్నారంటూ తెలుగుదేశం పాలనపై జగన్ ఆరోపణలు గుప్పించారు రివర్స్ టెండరింగ్ విధానంతో కాంట్రాక్టర్లను వేధించడం తమ ఉద్దేశం కాదన్న జగన్ గత ప్రభుత్వం షీర్వాల్ టెక్నాలజీ పేరుతో పేదలపై భారం వేసిందని చెప్పారు పేదలపై ప్రతి నెల మూడు వేల రూపాయల భారం వేయటం సరికాదని జగన్ వ్యాఖ్యానించారు పేదవాళ్లకు నష్టం కలగకూడదని ఇరవై ఏళ్ల పాటు కిస్తీలు కట్టే పరిస్థితి ఉండకూడదు కాదన్నదే తమ ఉద్దేశమని జగన్ అన్నారు రివర్స్ టెండరింగ్ అంశానికి ఎక్కువ ప్రచారం కల్పించి ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని జగన్ సూచించారు నాణ్యత సౌకర్యాల కల్పనలో రాజీ ప్రజా సమస్యలను వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు విత్తనాల కోసం రైతులు పింఛన్ కోసం వృద్ధులు ఎదురు చూస్తుంటే నేను విన్నాను నేను ఉన్నాను అనే జగన్ ఏం చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు విత్తనాలో జగన్ ప్రభు అని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు వల్లే ఇవ్వలేకపోతున్నామంటూ నెపం నెడుతున్నారని విమర్శించారు ఒకటో తారీఖున వచ్చే పింఛన్ రాలేదేమని పండుటాకులు నిలదీస్తే గత ప్రభుత్వం వల్లే ఆలస్యమైందని చెబుతున్నారని ట్విట్టర్లో లోకేష్ దుయ్యబట్టారు నేను విన్నాను నేను ఉన్నాను అంటూ సీఎం అయిన జగన్ పాలన చేతకాక ఇప్పుడు చంద్రబాబే వింటాడు చంద్రబాబే ఉంటాడు అంటున్నారని లోకేష్ ధ్వజమెత్తారు జగన్ ఏపీని గాలి కొదిలేసి తెలంగాణ వెంటబడి తిరుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు రైతు సమస్యలు పట్టించుకోకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింప అని ఆయన ప్రశ్నించారు ఖరీఫ్లో తీవ్ర వర్షాభావం కరువు పరిస్థితి ఉందని అలాంటిది డ్రాట్ మిటిగెంట్ ప్లాన్పై కసరత్తే లేదని విమర్శించారు విత్తనాలకు మూడు కోట్లు ఇవ్వలేని వారు వేల కోట్ల హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు తెలుగుదేశం హయాంలో వ్యవసాయ శాఖను నిర్లక్ష్యం చేసిన కారణంగానే ప్రస్తుతం విత్తన సమస్య తలెత్తిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు ఎన్నికల హడావిడిలో పడిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులు సహా ఏపీ సీడ్స్ మార్క్ఫెడ్ విత్తన సరఫరాపై యాభైకి పైగా రాసిన ఉత్తరాలకు స్పందించలేదని మంత్రి ఆక్షేపించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ రాష్ట్రాల నుంచి ఖరీఫ్ కోసం విత్తనాలు సేకరించి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు విత్తన కొరతపై పూర్తి బాధ్యత చంద్రబాబే తీసుకోవాలని అన్నారు ప్రకాశం గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారన్న కన్నబాబు రుణాల విషయంలో రైతులపై ఒత్తిడి తేవద్దని బ్యాంకులకు సూచించినట్లు చెప్పారు గత ప్రభుత్వం ఉన్న డబ్బులేమో పసుపు కుంకుమ ఉప్పు కారం అని చెప్పి డైవర్ట్ చేసేసి కనీసం విత్తనాల సరఫరాకు సంబంధించి ఇవ్వాల్సిన బకాయిలు కూడా డబ్బులు ఇవ్వకుండా సబ్సిడీ నిమిత్తం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా డైవర్ట్ చేసి అసలు విత్తన సరఫరా జరుగుతుందో లేదా అనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తించింది ఈ ప్రణాళికకి సంబంధించి అధికారులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోలే వాళ్ళకి నిధులు సమకూర్చలేదు ఏపీ కానీ ఆయిల్ ఫెడ్కి కానీ సరైన సరైన ప్రణాళిక కూడా సిద్ధం చేయలే ఇదే పరిస్థితి ఉంటే రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్కి మేము విత్తనాలు కొనుగోలు చేయలేమని వ్యవసాయ శాఖ నేరుగా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ ఇది జూన్ ఎనిమిది వరకు ముఖ్యమంత్రిగా ఉందాం అనుకున్న నాయకుడు జూన్ ఎనిమిదిలోపు విత్తనాలు పంపిణీ చేయాలి కదా మరి దానికోసం ఎందుకు సిద్ధం కాలే లేకపోతే ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నట్టుగా ఏదో చేత కాదు మీకు అన్నట్టుగా ఆయనకి చేత కాలేకపోయిందా ఇప్పుడు ఆయనే చెప్పాలి ఎన్నికల్లో వరుసగా గెలిపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు రామకుప్పం శాంతిపురం మండలాల్లో పర్యటించిన చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రిగా చిత్తశుద్దితో ప్రజల కోసం పనిచేసినట్లు వివరించిన ఆయన కుప్పానికి హంద్రినివ జలాలు తెచ్చే వరకు రాజీలేని ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు ఓటమికి కారణాలపై సమీక్షించుకుంటున్నట్లు చెప్పిన చంద్రబాబు అధికారంలో ఉండగా ఎలాంటి తప్పు చేయలేదని పునరుద్ఘాటించారు ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్న ఆయన కార్యకర్తల్ని రక్షించుకుంటామని వెల్లడించారు మనం ఎక్కడ తప్పులు నీతివంతమైన పాలన ఇచ్చాము సమర్థవంతమైన పరిపాలన ఇచ్చాం ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కొత్త రాష్ట్రమైన అవార్డ్స్ అన్ని మనకే వచ్చాయి అది నాకు ఎంతో తృప్తినిచ్చింది కార్యకర్తల పైన దాడులన్నీ మన మనసులో కలిసి వస్తున్నాయి ఆరు మంది కార్యకర్తల్ని పొట్టలు పెట్టుకున్నారు ఇప్పటికే ఆరు మందికి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి నేరుగా ఆ కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత కూడా నేను తీసుకున్నాను తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి ఈ రామగొప్పలో రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరికీ చెప్తున్నా కుమ్మరం భీం జిల్లాలో అటవీ అధికారులపై దాడి మరవక ముందే భద్రాద్రి జిల్లాలోనూ అలాంటి ఘటనే పునరావృతమైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడులో అటవీ భూములు సాగు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడి జరిగింది సోమవారం అర్ధరాత్రి ట్రాక్టర్లతో భూములు దున్నుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన అటవీశాఖ సిబ్బంది ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తిరిగి వస్తుండగా దాడి జరిగింది వంద మందికి పైగా పోడుభూమి సాగుదారులు తమను కొట్టారని బాధితులు తెలిపారు ఈ ఘటనపై ములకలపల్లి ఠాణాలో వారు ఫిర్యాదు చేశారు మొత్తం పన్నెండు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు తమ సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు దాడిలో గాయపడిన బీట్ అధికారి భాస్కర్ సెక్షన్ అధికారి నీలమయ్య సహా మరికొందరు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు మమ్మల్ని పట్టడం మొదలు అయితే సారులు పడుతున్నారని దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడదీసిన తర్వాత జనాలు మొత్తం వచ్చి నా మీద పడ్డారండి ఒక అతను వచ్చి మీద కొట్టేశాడండి చిన్న ప్లేట్ వచ్చిందండి కొంచెం ఇక ఇది మొత్తం దిమ్ముకుందండి నేను మాట్లాడుతుంటే నాకు రీసౌండ్ వస్తుందండి మన ఆటో నిండా జనాల్ని పోగేసుకుని వచ్చారు సార్ మమ్మల్ని రోడ్డు మీదనే మూడు చోట్ల మూడు బ్యాచ్లుగా డివైడ్ చేసి మూడు ట్రాక్టర్ల దగ్గర చుట్టూరు గుమ్ముగుడి మమ్మల్ని విపరీతంగా కొట్టారు సార్ మా సెల్ ఫోన్లు అసలు ఎవరికి కాంటాక్ట్స్ లేకుండా చేశారు సార్ అటవీ శాఖ అధికారులు సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భరోసా ఇచ్చారు సచివాలయంలో మంత్రిని కలిసిన అటవీ శాఖ ఉద్యోగుల ఐకాసా ప్రతినిధులు దాడి చేసిన నిందితులను సత్వరం శిక్షించే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు సరసాల ఘటన దురదృష్టకరమన్న మంత్రి ఆ విషయాన్ని తాము తీవ్రంగా తీసుకున్నట్లు చెప్పారు అటవీశాఖ అధికారులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలన్న మంత్రి పోలీసు శాఖతో రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణలోని పట్టణ ప్రాంతాలు రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి ఇందుకోసం పాలక మండళ్ల గడువు ముగియనున్న పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ తెరాస సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలోని యాబై మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీకాలం ఈ సాయంత్రంతో ముగియగా పాలక మండల స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక అధికారులను నియమించింది కరీంనగర్ నిజామాబాద్ రామగుండం కార్పొరేషన్లు సహా యాభై ఎనిమిది మున్సిపాలిటీలలో పాలనా బాధ్యతలు చేపట్టనున్న ప్రత్యేక అధికారులు కొత్త పాలక మండళ్లు కొలువుదీరే వరకు కొనసాగుతారు ఆంధ్రప్రదేశ్లోనూ నగరపాలక సంస్థలు మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు నేటితో ముగిసింది అక్కడ అభివృద్ది ఆగకుండా పరిపాలన సాగేందుకు వైకాపా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది తొమ్మిది నగరపాలక సంస్థలు తొంభై మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఏపీ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల ఆరున వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని సభ్యత్వ నమోదు కార్యక్రమంపై భాజపా శ్రేణులకు నిర్దేశం చేశారు భాజపా సిద్ధాంతకర్త శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి రోజైన జులై ఆరున వారణాసి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా ప్రతి బూత్లోనూ కనీసం ఐదు మొక్కలను నాటాలని మోదీ కార్యకర్తలకు సూచించారు భాజపా సీనియర్ నాయకులు కైలాష్ విజయవర్గీయ తనయుడు ఎమ్మెల్యే ఆకాష్ విజయవర్గీయ ప్రభుత్వ అధికారులను క్రికెట్ బ్యాట్తో కొట్టిన నేపథ్యంలో పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించే వారిని ఉపేక్షించేది లేదని ఎంపీలకు మోదీ పరోక్ష హెచ్చరికలు చేసినట్లు సమాచారం ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు ప్రతి ఒక్క ఎంపీ హాజరు కావాలన్న ప్రధాని ప్రజాసేవకు పునరంకితం కావాలని సూచించారు ఈ మేరకు సమావేశం వివరాలను వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణలో అమిత్ షా మిగతా చోట్ల సీనియర్ నేత నేతలు ప్రారంభించనున్నట్లు తెలిపారు భారీ వర్షాలు మహారాష్టలో బీభత్సం సృష్టించాయి ముంబై పూణే తానేల్లో గోడలు కూలిన ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య ముప్పై ఒకటికి చేరింది మరో ఎనభై మందికి పైగా గాయపడ్డారు జోరు వానలు పలు ప్రాంతాలను ముంచెత్తగా రహదారులు రైలు పట్టాలు వాగులను తలపించడం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది విమానాశ్రయంలో రన్వే కొట్టుకుపోవడం వల్ల పదుల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి మరోవైపు నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మహారాష్ట అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది స్వయంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు మహారాష్ట్రను వర్షాలు వణికిస్తున్నాయి మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా గత ఇరవై నాలుగు గంటల్లో కురిసిన కుండపోత వానల కారణంగా చోటు చేసుకున్న ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ముంబై మలాద్ ఈస్ట్ ప్రాంతంలోని కురార్లో గోడకూలి సమీపంలోని గుడారాలపై పడగా శిథిలాల కింద చిక్కుకుని పద్దెనిమిది మంది మరణించారు మరో యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు శిథిలాల కింద చిక్కుకుని సాయం చేయాలని రోధించిన పదేళ్ల బాలికను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ చివరకు ప్రాణాలు కోల్పోయింది పూణే ఆంబేగావ్లోని సింహగడ్ కళాశాల ప్రహరీ గోడపై ఓ చెట్టు కూలింది అనంతరం గోడ కూలి పక్కనే ఉన్న గుడారాలపై పడగా ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు మరికొంతమందికి గాయాలయ్యాయి ఠానే జిల్లాలోని కళ్యాణలో గోడ కూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మహారాష్ట్రలో వేర్వేరు చోట్ల ఇదే తరహాలో జరిగిన దుర్ఘటనలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు జోరు వానలతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల్లోనే ఐదు వందల నలభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గత ఇరవై నాలుగు గంటల్లోనే మూడు వందల డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షం కురిసింది కొండపోత కారణంగా రహదారులపై భారీగా వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు పోటెత్తడం వల్ల పలు సబ్వేలను మూసివేశారు చాలా చోట్ల పట్టాలపై నీరు ప్రవహించడం వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వర్షాలతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం స్పైస్ జెట్ విమానం రన్వేపై దిగుతూ అదుపు తప్పింది అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ఈ పరిస్థితుల్లో ప్రధాన రన్వేను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు ప్రత్యామ్నాయ రన్వే నుంచి సర్వీసులు నడుపుతున్నారు వర్షాల వల్ల ఈ విమానాశ్రయం నుంచి యాభై నాలుగు విమానాలను దారి మళ్లించగా యాభై రెండు విమానాల సేవలను రద్దు చేశారు వర్షం కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల్లో బీఎంసీ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ముమ్మర సహాయ చర్యలు చేపట్టారు ముంబై నగరం సబర్బన్ ఠానే జిల్లాల్లో సెలవు ఇచ్చిన ప్రభుత్వం సహాయక చర్యల కోసం భారత నావికాదళం రంగంలోకి దిగింది లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాదాల కారణంగా గాయపడిన వారిని పరామర్శించి వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు విపత్తు నిర్వహణ కేంద్రానికి వెళ్లి సహాయ చర్యల తీరును పర్యవేక్షించారు స్పందన కార్యక్రమంలో ప్రజలు చేస్తున్న ఫిర్యాదులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో రసీదులపై రాసి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చే ప్రతి వినతి పత్రానికి ఫలానా తేదీలోగా పరిష్కరిస్తామనే రసీదు ఇవ్వాలని స్పష్టం చేశారు తరువాత ఆ రసీదులను కంప్యూటరీకరించి డేటాబేస్లో పెట్టాలని ఆదేశించారు కలెక్టర్లు ఎస్పీలు నిరంతరం సమీక్షించి ఇచ్చిన గడువు ప్రకారం ఆ సమస్యను పరిష్కరిస్తున్నారో లేదో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు ఈ విషయంలో కలెక్టర్లు ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని దిశానిర్దేశం చేశారు తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తానని జగన్ చెప్పారు రచ్చబండ కార్యక్రమంలో స్పందన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశీలిస్తానన్నారు ప్రతి మంగళవారం ఒక నిర్ణీత సమయంలో ఉదయం అరగంట కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు సోమవారం జరిగే స్పందన కార్యక్రమంపై మంగళవారం తాను సమీక్ష నిర్వహిస్తానన్నారు చేస్తానని జగన్ తెలిపారు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రతను తగ్గించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది తగ్గించిన భద్రతను పునరుద్దరించాలని చంద్రబాబు వేసిన పిటిషన్పై హైకోర్టు జరిపిన విచారణలో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న మాజీ ముఖ్యమంత్రికి రాజకీయ కారణాలతో భద్రత తగ్గించారని చంద్రబాబు తరపు న్యాయవాది జి సుబ్బారావు వాదించారు అలిపిరిలో నక్సల్స్ దాడిని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు ఎర్రచందన స్మగ్లర్స్ కి వ్యతిరేకంగా తీసుకున్న చర్యల వల్ల వారి నుంచి కూడా ముప్పు ఉందని వాదించారు ప్రభుత్వం చంద్రబాబుకి భద్రత తగ్గించలేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువే ఇస్తున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకు యాభై మంది భద్రతా సిబ్బందిని మాత్రమే ఇవ్వాల్సి ఉందని తాము డెబ్బై మందిని ఇచ్చామని కోర్టుకు ఏజీ తెలిపారు ప్రస్తుతం చంద్రబాబుకు ఎంతమందితో ఎక్కడెక్కడ ఏ స్థానంలో భద్రత కల్పిస్తున్నారో పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు మంగళవారానికి విచారణ వాయిదా వేసింది టూ ప్లస్ టూ సెక్యూరిటీనే ఇస్తున్నారు అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పదమూడు మందితో భద్రత కల్పించడం జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఆ రోజు ఉన్న భద్రతను కూడా ఈరోజు లేకుండా చేశారు కనీసం ఆ భద్రతనైనా కొనసాగించాలి అని చెప్పి అడగటం జరిగింది దానికి అడ్వకేట్ జనరల్ గారు మేము భద్రతను తగ్గించలేదు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ నుంచి చంద్ర చంద్రబాబు నాయుడు గారిని డౌన్ గ్రేడ్ చేయలేదు డెబ్బై నాలుగు మందితో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ జడ్జి గారు ఆ డెబ్బై నాలుగు మంది ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టారో ఏంటో ఆ వివరాలన్నీ పొందుపరిచి ఎఫిడవిట్ వేయమని చెప్పి చెప్పడం జరిగింది మంగళవారానికి కేసు వాయిదా వేశారు చంద్రబాబు ఇప్పటికీ తానే ముఖ్యమంత్రినన్న అపోహలో ఉన్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు భద్రతా సమీక్షా కమిటీ సూచనల మేరకే ఆయనకు భద్రత కల్పించినట్లు ఆమె తెలిపారు తాను విపక్ష నేతే అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సూచించారు ప్రతి అంశానికి రాజీయ రంగు పులుముతున్నారని హోంమంత్రి మండిపడ్డారు ఇప్పుడు ఏవైతే అక్రమ కట్టడాలు కూల్చడం ఇవన్నీ ఉన్నాయో దాని నుండి మరల్చడాని కోసమని విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ భద్రత తగ్గించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏది కూడా కక్షపూర్తంగా జరగడం లేదు కక్షపూర్తంగా జరుగుతుంది అని ఉండని అవకాశాలను కూడా మాకు ఇవి ఉన్నాయి ఇవి కల్పించాలి అని చెప్పేసి నా యాగి చేయడం కూడా మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం హైదరాబాద్ లో America consulate general Katherine Hadda ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అమరావతి సచివాలయానికి వచ్చిన కేథరిన్ జగన్ ను కలిసి వేర్వేరు అంశాలపై చర్చించారు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయనతో సమావేశమైన హడ్డా ఏపీ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగార్థులకు సంబంధించి వీసాలు ఇతర అంశాలపై చర్చించినట్టు తెలిసింది అమెరికాకు చెందిన వివిధ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే విధంగా సహకరించాలని ఈ భేటీలో జగన్ కేథరిన్ హడ్డాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది ప్రయాణికుల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ఆర్టీసీ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కార కేంద్రాలను ఫోన్లతో కూడా అనుసంధానించనున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని కేంద్ర రవాణా శాఖ కార్యాలయంలో జిల్లా ఆయా శాఖల అధికారులతో ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు స్మార్ట్ కార్డులు అందుబాటులో లేవని గుర్తించినట్లు తెలిపిన మంత్రి పదిహేను రోజుల్లో రెండు లక్షల ముప్పై వేల కార్డులను పంపిణీ చేస్తామన్నారు మొత్తం జిల్లాలో వారికి వచ్చిన ఫిర్యాదులన్నీ ఎన్ని ఎన్ని పరిష్కరించిండ్రు ఎన్ని పరిష్కరించాలి అవి ఏ స్థాయిలో పరిష్కరించబడతాయో ఆ సూచనలతో కూడిన రిపోర్ట్ డైరెక్ట్గా నా సెక్రటరియట్లో నా ఆఫీసుకు కూడా లింక్ చేయమని చెప్పాం ఎవ్రీ మంత్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది దాన్ని మా ఆఫీస్ కూడా మానిటర్ చేస్తుంది ఐఐటి హైదరాబాద్లో ఎం డిజైన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మార్క్ ఆండ్రూ చార్లెస్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న రాత్రి పదకొండు గంటలకి తన గదికి వెళ్లిన ఇరవై ఐదేళ్ల మార్క్ ఈ రోజు మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులు తలుపులు పగలగొట్టారు అప్పటికే అతడు మృతి చెందాడు ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలో ఉండే నార్యలంకకు చెందిన మార్క్ ఎనిమిది పేజీల సూసైడ్ లేఖ రాసి బలవన్ మరణానికి పాల్పడ్డాడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు తానొక లూజర్నని ఈ ప్రపంచం తనను తిరస్కరించిందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు తన శరీరాన్ని పూడ్చకుండా ఏదైనా వైద్య ప్రయోగశాలకు అప్పగించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశాడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో కడప జిల్లా ప్రొద్దుటూరులో పంచాయతీరాజ్ ఏఈఈ సుబ్బయ్యను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు కడప ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో నాలుగు బృందాలు సుబ్బయ్య అతడి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి ఈ తనిఖీల్లో సుబ్బయ్య రెండు కోట్ల రూపాయలకు పైనే విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయల విలువైన బంగారం కిలోన్నర వెండి సహా లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ప్రొద్దుటూరు సహకార బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారాన్ని సీజ్ చేశారు సుబ్బయ్య పేరున రెండు ఇళ్ల స్థలాలు మూడు ఖరీదైన ఇళ్లు అతడి భార్య పేరిట పది ఇళ్ల స్థలాలు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు హైదరాబాద్ షేక్పేట్లో ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనుల్లో భారీ క్రేన్ కూలి ఆపరేటర్ దుర్మరణం చెందాడు క్రేన్ పడుతున్న సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆపరేటర్ క్రేన్ కిందే పడి మరణించాడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పరిస్థితిపై ఆరా తీశారు మృతుడు పంజాబ్ వాసి కాగా అతడికి పదమూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందచేయనున్నట్లు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు ఆరు లక్షల రూపాయలు బీమా సొమ్ము కాగా ఐదు లక్షల రూపాయలు గుత్తేదారు నుంచి రెండు లక్షల రూపాయలు మేయర్ నిధుల నుంచి ఇస్తున్నట్లు రామ్మోహన్ వివరించారు ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ముందు నగదు పంపిణీపై సుప్రీంకోర్టు కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది ఎన్నికల ముందు ప్రభుత్వ పథకాల పేరుతో నగదు పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్దమంటూ జనసేన నాయకుడు పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బంగాల్ ఒడిషా జార్ఖండ్ కర్ణాటక ఉన్నాయి నగదు ఇచ్చే పథకాలు ఉచిత పథకాలపై సమగ్రమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్న పిటిషనర్ ప్రభుత్వ పథకాలు ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందే ప్రకటించేలా చూడాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు ఈ అంశంపై సమాధానం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఈసీ కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది ప్రేమ్ కలిసి ఇన్నింగ్స్ ను నడిపిస్తున్నాడు ఇక అంతకుముందు ఓపెనర్ రోహిత్ శర్మ శతకంతో రాణించగా భారత జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి మూడు వందల పద్నాలుగు పరుగులు చేసింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు బంగ్లాదేశ్ బౌలర్స్ ను అలవోకగా ఎదుర్కొన్న వారు తొలి వికెట్ కు నూట ఎనభై పరుగులు జోడించారు ఈ క్రమంలోనే ఐదు సిక్సర్లు ఏడు ఫోర్లతో శతకం చేసిన రోహిత్ భారీ షాట్ కు ప్రయత్నించి వెనతిరిగాడు తర్వాత కాసేపటికే డెబ్బై ఏడు పరుగులు చేసిన రాహుల్ పెవిలియన్ చేరాడు ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ మూడో వికెట్ కు నలభై రెండు పరుగులు జోడించారు ఈ దశలో ఇరవై ఆరు పరుగులు చేసిన కోహ్లీ వెనుదిరుగా తరువాత వచ్చిన ధోనీతో కలిసి నాలుగో వికెట్ కు నలభై పరుగులు జోడించిన పంత్ నలభై ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుతిరిగాడు కాసేపటికే ముప్పై ఐదు పరుగులు చేసిన ధోని వెనుతిరగా భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు మూడు వందల పద్నాలుగు పరుగులు చేసింది బంగ్లా బౌలర్స్ లో ముస్తఫిజుర్ రహమాన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు బంగ్లాదేశ్ పై శతకం చేయడం ద్వారా ఈ టోర్నీలో నాలుగో శతకం సాధించిన ఓపెనర్ రోహిత్ శర్మ ఓ ప్రపంచ కప్ లో అత్యధిక శతకాలు చేసిన రికార్డును సమం చేశాడు రెండు వేల పదిహేను ప్రపంచ కప్ లో శ్రీలంక దిగ్గజ బ్యాట్స్మెన్ కుమార్ సంగక్కర నాలుగు శతకాలతో నెలకొల్పిన రికార్డును రోహిత్ సమం చేశాడు రెండు వేల పదిహేను ప్రపంచ కప్ లో ఓ శతకం చేసిన రోహిత్ ఇప్పటి వరకు ప్రపంచ కప్ టోర్నీలో ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు శతకాలతో అత్యధిక సెంచరీల record master blaster Sachin Tendulkar పేరున ఉంది బంగ్లాదేశ్ పై శతకం చేసిన రోహిత్ ప్రస్తుత ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు ఇప్పటి వరకు రోహిత్ ఐదు వందల నలభై నాలుగు పరుగులు చేయగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐదు వందల పదహారు పరుగులతో రోహిత్ తరువాత ఉన్నాడు క్రికెట్ వ్యాఖ్యాత హర్ష బోగ్లే సోమవారం ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆవు ఫుట్బాల్ ఆడే వీడియో అత్యధిక లైక్లు రీట్వీట్లతో దూసుకుపోతోంది ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అన్న విషయంలో బోగ్లే స్పష్టత ఇవ్వనప్పటికీ ఆయా మైదానంలో ఉన్న ఆటగాళ్లు మాట్లాడిన భాష కొంకణి కావడంతో గోవాలో జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఆవు ఫుట్బాల్ ఆడే వీడియో చూసిన వాళ్ళంతా ఆ ఆవుకు ఓ జెర్సీ ఇవ్వాలంటూ ట్వీట్లు చేస్తున్నారు ప్రపంచ కప్ క్రికెట్ లో భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో విజయ బావుట ఎగురవేసింది ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత శతకం సహా బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరిన రెండో జట్టుగా కోహ్లీ సేన నిలిచింది పటిష్టమైన భారత బౌలర్ల బృందాన్ని ఎదుర్కొంటూ చివరి వరకు పోరాటం చేసి ఓడిపోయిన బంగ్లాదేశ్ కు ప్రపంచ కప్ లో సెమీస్ అవకాశాలు ఆవిరయ్యాయి ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ మినహా అన్ని మ్యాచ్ల్లో అదరగొట్టిన భారత జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది బర్మింగ్హామ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో కోహ్లీ సేన ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు ఈ జోడీ తొలి వికెట్ కు నూట ఎనభై పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది ఈ ప్రపంచ కప్ లో ఆరంభం నుంచి అద్భుత ఆటతీరును కొనసాగిస్తున్న రోహిత్ శర్మ బంగ్లాతో మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాడు బంగ్లాదేశ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఈ ప్రపంచ కప్ లో రోహిత్ నాలుగో శతకం నమోదు చేశాడు తొంభై రెండు బంతుల్లో ఏడు ఫోర్లు ఐదు సిక్సర్ల సాయంతో నూట నాలుగు పరుగులు చేసిన రోహిత్ సౌమ్య సర్కార్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు అటు డెబ్బై ఏడు పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ను రూబల్ హుస్సేన్ అవుట్ చేయగా క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ తో కలిసి సారథి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను నడిపించాడు ఈ దశలో భారత్ భారీ స్కోరు సాధిస్తుందని భావించిన ముప్పై తొమ్మిదో ఓవర్లో ముస్తాఫిజర్ కోహ్లీ హార్దిక్ పాండ్యాను వెంట వెంటనే అవుట్ చేయడంతో స్కోరు మందగించింది ఈ దశలో రిషబ్ పంత్ ధాటిగా ఆడుతూ ను పెంచాడు రిషబ్ నలభై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో నలభై ఎనిమిది పరుగులు చేశాడు అయితే మరో ఎండ్ లో ధోని నెమ్మది ఆడడం చివరి పన్నెండు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోవడంతో భారత్ యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల పద్నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది అనంతరం భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా పరుగుల వేటను మాత్రం ఆపలేదు ఓపెనర్లు తమిమ్ ఇక్బాల్ సౌమ్య సర్కార్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరిన షకీబుల్ హసన్ చక్కని ఆట తీరుతో పోరాటం సాగించాడు చేశాడు అరవై ఆరు పరుగులు చేసిన షకీ పాండ్యా బౌలింగ్ లో వెనుదిరిగిన లిటస్ దాస్ కొద్దిసేపు భారత బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు ఈ దశలో మొసద్దిక్ హుస్సేన్ కూడా మూడు పరుగులే చేసి అవుట్ కాగా ఎనిమిదో స్థానంలో వచ్చిన మహమ్మద్ సైఫుద్దీన్ స్ఫూర్తిదాయక ఆటతో అలరించాడు షబ్బీర్ రెహమాన్ తో కలిసి సైఫుద్దీన్ ఏడో వికెట్ కు అరవై ఆరు పరుగులు జోడించాడు ముప్పై ఆరు పరుగులు చేసిన షబ్బీర్ ను బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు బంగ్లాదేశ్ విజయానికి పద్నాలుగు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేయాల్సిన స్థితిలో బుమ్రా నలభై ఎనిమిదో ఓవర్లో రెండు వరుస బంతుల్లో రుబెల్ ముస్తాఫిజ్ లను అవుట్ చేసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను రెండు వందల ఎనభై ఆరు పరుగుల వద్దే తెరవేశాడు భారత బౌలర్లలో బుమ్రాకు నాలుగు వికెట్లు దక్కగా హార్దిక్ పాండ్యాకు మూడు భువనేశ్వర్ షమీ చాహల్ కు చెరో వికెట్ దక్కాయి శతకంతో అలరించిన రోహిత్ శర్మకు player of the match award దక్కింది ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లాడిన భారత్ బంగ్లాపై గెలుపు సహా ఆరు విజయాలతో పదమూడు పాయింట్లు సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది అటు టోర్నీలో ఎనిమిది మ్యాచ్ల్లో మూడు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి ఏడు పాయింట్లతో ఉన్న బంగ్లాదేశ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది భారత్ బంగ్లా మ్యాచ్ లో ఎనభై ఏడేళ్ల భామ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కుటుంబంతో కలిసి మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆమె క్రికెట్ అభిమానులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉత్సాహం ప్రదర్శించింది కేరింతలు కొడుతూ బోరలు ఊదుతూ భారత జట్టును ప్రోత్సహించింది మ్యాచ్ జరుగుతున్నంత సేపు కెమెరాలన్నీ ఆమెనే ఫోకస్ చేశాయి బంగ్లాతో మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ కోహ్లీ శతక వీరుడు రోహిత్ బామ్మను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు భారత్ ను విజయ పథాన నడిపిన వారిద్దరికీ బహుమానంగా ముద్దులు ఇచ్చింది ఈ బామ్మకు మ్యాచ్ టికెట్లు ఇతర మార్చ్లు స్పాన్సర్ చేయనున్నట్లు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రకటించారు బంగ్లాదేశ్ పై శతకం చేయడం ద్వారా ఈ టోర్నీలో నాలుగో శతకం సాధించిన ఓపెనర్ రోహిత్ శర్మ ఓ ప్రపంచ కప్ లో అత్యధిక శతకాలు చేసిన రికార్డును సమం చేశాడు రెండు వేల పదిహేను ప్రపంచ కప్ లో శ్రీలంక దిగ్గజ బ్యాట్స్మెన్ కుమార్ సంగక్కర నాలుగు శతకాలతో నెలకొల్పిన రికార్డును రోహిత్ సమం చేశాడు రెండు వేల పదిహేను ప్రపంచ కప్ లో ఓ శతకం చేసిన రోహిత్ ఇప్పటి వరకు ప్రపంచ కప్ టోర్నీలో ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు ప్రపంచ కప్ టోర్నీలో మొత్తం ఆరు శతకాలతో అత్యధిక సెంచరీల record master blaster Sachin Tendulkar పేరున ఉంది బంగ్లాదేశ్ పై శతకం చేసిన రోహిత్ ఇప్పటి వరకు రోహిత్ ఐదు వందల నలభై నాలుగు పరుగులు చేయగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐదు వందల పదహారు పరుగులతో రోహిత్ తర్వాత ఉన్నాడు వింబుల్డన్ లో టాప్ సీడ్ లు శుభారంభం చేశారు స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ బోనీ చేశాడు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో దక్షిణాఫ్రికా క్రీడాకారుడు హ్యారిస్ ను మూడు ఆరు ఆరు ఒకటి ఆరు రెండు మరో రెండు తేడాతో ఓడించి ఫెడరల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు ప్రత్యర్థిగా కాస్త ప్రతిఘటన ఎదురైనా పుంజుకున్న రోజర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అటు మరో సింగిల్స్ లో జపాన్ క్రీడాకారుడు సుగిటాను ఆరు మూడు ఆరు ఒకటి ఆరు మూడు తేడాతో ఓడించిన స్పెయిన్ ఆటగాడు నాదల్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు అటు మహిళల సింగిల్స్ లో top seed Barty Serena Williams Kerber కూడా తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించారు caught in the crossfire It's caught in the crossfire